పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు ఎస్సీ కాలనీలో ఇద్దరు పిల్లలపై మద్యం మత్తులో హత్య యత్నానికి ప్రయత్నించిన కసాయి తండ్రి గంజి దావీదు రాజు జీవనోపాధి కోసం దుబాయ్లో పనిచేస్తున్న దావీదు రాజు భార్య నిర్మల భార్య నిర్మలపై అనుమానంతో ఇద్దరు పిల్లలు అమృత అలేఖ్యపై విచక్షణ రహితంగా దాడి చేసిన తండ్రి దుబాయ్లో ఉన్న భార్య నిర్మలను స్వదేశానికి తీసుకురావాలని వేధిస్తున్న వీడియోలను భార్యకు పంపుతున్న రాజు రాజు నిర్మలకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి సంఘటన స్థలానికి చేరుకున్న పెంటపాడు పోలీసులు పరారీలో ఉన్న రాజు కోసం గాలిస్తున్న పోలీసులు నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది 别招了，你。